హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ఎం వీడియోస్ ఫ్రెండ్స్ నేను గత కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలేకపోతున్నాను కొంచెం బిజీలో ఉండటం వల్ల వాట్సాప్ గ్రూపుల్లోనూ టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ చెప్పాను నేను కొంచెం బిజీగా ఉంటాను కొన్ని రోజులు వీడియోస్ చేయలేనని ఓకేనా నేను మీ అందరి ముందులకి రావడానికి ట్రై చేస్తాను చాలా రిజల్ట్స్ అయితే వచ్చినాయి మనకి లెవెల్ ఫైవ్ రిజల్ట్స్ వచ్చేసినాయి ఓకేనా అయితే ఇక్కడ వంద మంది గ్యాప్ ఎందుకు వచ్చారని కూడా చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఇంకా చాలామంది డౌట్లు ఉన్నా ఒకనే గూడ్స్ గార్డు అలాగే టీసీ గురించి టైపింగ్ గురించి వీటన్నిటి గురించి అడుగుతూనే ఉన్నారు అయితే ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకున్నానంటే ఫాయిల్స్ గురించి ఇంకా అడుగుతున్నారు అంటే మన యొక్క హాల్ టికెట్లు ఉంటాయి కదా అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ అని వాటి గురించి ఇంకా అడుగుతూనే ఉన్నారు అప్పర్ పార్ట్ లేవు ఏదైనా అవసరమా లేదా అనేది మీ అందరికీ నేను చెప్తున్నాను వినండి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు ఒక లిస్ట్ అయితే ఇస్తాడు ఈమెయిల్లో ఈమెయిల్ ద్వారా కానీ మీకు ఒక హాల్ టికెట్ అనేది వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ హాల్ టికెట్లో మీకు అప్పర్ పార్ట్ తీసుకురమ్మని ఖచ్చితంగా చెప్తాడు కానీ స్టేషన్ మాస్టర్కి జరిగినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరిని అడగలేదు నేను ఈ వీడియోస్ మీకు ఆల్రెడీ చేసి పెట్టాను ఓకేనా మిమ్మల్ని అప్పర్ పార్ట్స్ తీసుకురమ్మని ఎవరు కూడా ఫోర్స్ అయితే చేయరు దానివల్ల రిజెక్ట్ అయితే చేయరు గుర్తుంచుకోండి మీరు ఇచ్చినటువంటి పేపర్స్ అక్కడే ఉంటాయి ఓకేనా ఇది వాడు గుర్తుంచుకోండి అప్పర్ పార్ట్స్ నాట్ నెససరీ ఓకేనా ఫ్రెండ్స్ మరి దీని గురించి నాకు ఎక్కువ మంది మెసేజ్లు చేయటం కానీ ఫోన్స్ చేయటం కానీ జరుగుతుంది అందుకే నేను ఈ యొక్క వీడియో ఒక వన్ మినిట్లో చేద్దామని చేశాను మీ ముందుకు తర్వాత కట్ ఆఫ్ల గురించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఇవన్నీ కూడా మనము టుమారో కానీ ఎప్పుడోసారి మాట్లాడుకుందాము నాకు కొంచెం యొక్క ఇంట్లో పరిస్థితుల వల్ల నాకు కుదరతలేదు బిజీ అంటే పెద్ద బిజీ ఏం కాదు కానీ చిన్న చిన్న పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను మీ అందరికీ మెడికల్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను ఓకేనా మెడికల్ ఇంటర్వ్యూస్ తీసుకొని పెట్టాను ఎవరికైనా డౌట్ ఉంటే మన యొక్క ప్లేలిస్ట్లోనే అక్కడికి వెళ్ళి చూడండి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ప్రతి పార్ట్ కూడా నేను మీకు వీడియోలో చేసి చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ వీడియోస్ అన్నీ చూడండి అప్పటికి డౌట్ ఉంటే అప్పుడు ఫోన్ చేసి అడగండి లేకపోతే కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ అన్నీ మీరు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది నేను చెప్పాను ఏమేం కావాలని అన్నీ కూడా పూర్తి డీటెయిల్డ్గా అయితే చెప్పేశాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్